ప్రైజ్ అలవాడ్ జూలై ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన నిత్య ఐశ్వర్యపు వనరులను ప్రక్కన పెట్టి తన ఆజ్ఞను నెరవేర్చేందుకు కోట్లాది దూతలు నిరంతరం వేచి ఉన్నప్పటికీ తన దారిద్ర్యము ద్వారా మనల్ని ధనవంతులుగా చేసేందుకు దైవకుమారుడు దరిద్రుడయ్యాడు ఆయన ఎంతటి ఐశ్వర్యవంతుడో ఏ మానవ మనసు ఊహించలేదు మన కొరకు పాపముగా చేయబడి మన పాపములను భరిస్తూ సిలువలో వేలాడిన ఆయన అనుభవించిన దారిద్ర్యపు లోతుల్ని ఏ మానవ హృదయము అంచనా వేయలేదు దేవుని చిత్త ప్రకారము పరలోక రాజ్య ఆశీర్వాదాలన్నింటినీ నిత్యత్వము నుండి మన కొరకు సిద్ధము చేయబడిన వాటన్నింటినీ మనకు అనుగ్రహించిన ఐశ్వర్యవంతుడైనప్పటికీ మన కొరకు దరిద్రుడైన ఆ ప్రేమ ప్రభువుకు మనము ఎంతో రుణపడి ఉన్నాము ఈ దిన వాగ్దానము మన అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతున్నాను దేవుడు మన అందరికీ తోడైండును గాక ఆమెన్